కర్నూలు జిల్లాలో బలగానపల్లికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నందవరం అనే గ్రామం ఉంది ఈ గ్రామంలో దేవి ఆలయం ఉంది ఈ ఆలయం చాలా పురాతనమైనది ఈ క్షేత్రానికి కర్నూలు నుండి మరియు నంద్యాల నుండి బస్సు సౌకర్యం కలదు బ్రహ్మం గారు కొంతకాలం నివసించిన బనగాలపల్లెకు ఈ క్షేత్రం సుమారు ఆరు మైళ్ళ దూరంలో ఉంటుంది పూర్వం ఈ చౌడేశ్వరి మాత ఒక గ్రామదేవతగా పూజలందుకునేది ఈ ఆలయాన్ని చాలా విశాలంగా పెద్ద ఎత్తులో నిర్మించారు ఆలయ రాజగోపురం ఆ ఊరిలో ఎక్కడి నుండి చూసినా కనిపిస్తుంది ఈ చౌడేశ్వరి అమ్మవారు పార్వతీదేవి అంశ ఈ నందవరం ప్రాంతాన్ని పాలించే రాజు తనకు ఒక సిద్ధుడు ప్రసాదించిన పాదలేపనంతో ప్రతిరోజు కాశీకి వెళ్లి విశాలాక్షిని పూజించి తిరిగి వచ్చేవాడు ఒకరోజు ఆయన భార్య సమేతంగా వెళ్ళగా అక్కడ పాదాలకు రాసుకున్న లేపనము ఆరిపోవడంతో వారు అక్కడే ఉండిపోవలసి వచ్చింది అప్పుడు అక్కడి బ్రాహ్మణులు తపోశక్తితో ఆ రాజు దంపతులను వారి స్వస్థలానికి పంపించారు అక్కడి నుండి వెళ్ళబోయే ముందు రాజు ఆ బ్రాహ్మణులు తనకు చేస్తున్న ఉపకారానికి ప్రతిఫలాన్ని తప్పకుండా తప్పకుండా ఏదో ఒకనాడు అందిస్తానని వాగ్దానం చేశాడు కొంతకాలానికి కాశీలో కరువు రాగా ఆ బ్రాహ్మణులు నందవరానికి వచ్చి రాజును సాయమడగగా రాజు తాను వారికి ఇచ్చిన మాటకు సాక్ష్యమేమిటని ప్రశ్నిస్తాడు అప్పుడు ఆ బ్రాహ్మణులు రాజు ఇచ్చిన మాటకు ఆ కాశీ విశాలాక్షే సాక్ష్యమని చెప్పి కాశీకి వెళ్లి విశాలాక్షిని సాక్ష్యం చెప్పడానికి రమ్మనగా మార్గ మధ్యలో ఎక్కడా కూడా వెనుతిరిగి చూడరాదని షరతు విధించి వారి వెంబడి బయలుదేరింది విశాలాక్షి కానీ నందవరం సమీపంలో బ్రాహ్మణులు వెనుతిరిగి చూడటంతో అక్కడే ఆమె చౌడేశ్వరిగా నిలిచిపోయింది అప్పుడు రాజు విశాలాక్షిదేవిని తన రాజ్యానికి రప్పించేందుకే తాను ఆ విధంగా ప్రవర్తించానని చెప్పి దేవికి ఆలయం నిర్మించి జీవితాంతం సేవించసాగాడు తన భక్తులకి సాక్ష్యం చెప్పటం కోసం ఉత్తర దేశం నుండి ఆంధ్రదేశానికి తరలివచ్చిన విశాలాక్షి దేవిగా అవతరించి ఇక్కడే ఉండి భక్తుల కోరికలు తీరుస్తూ ఈ ఆలయంలో నెలకొంది ఈ చౌడేశ్వరి అమ్మవారు కోరిందల్లా ఇచ్చే తల్లిగా భక్తులకి నమ్మకాన్ని కలిగించింది ఇక్కడ నిత్య పూజలతో పాటు విశేష పూజలు కూడా నిర్వహిస్తారు శరన్నవరాత్రుల సందర్భంగా ఇక్కడ పెద్ద ఉత్సవం నిర్వహించబడుతుంది ఈ ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శిస్తారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి